శివనిధి శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం సుందరేశాయ నమ శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో తిరువలంపుర క్షేత్ర స్థల పురాణాన్ని ముందు భాగంలో దర్శించుకున్నాం ఇప్పుడు తిరువలంపుర చరిత్రను క్షేత్ర విశేషాలని దర్శించుకుందాం ఈ క్షేత్ర చరిత్ర ఏంటంటే ఈ క్షేత్రంలో విక్రమచోళుడు రెండవ రాజాదిరాజు మూడవ కులోతుంగ చోళుడు కాలం నాటి శిలాశాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి కండరాదిత్యన్ అనే వ్యవసాయదారుల వర్గానికి చెందిన వ్యక్తి నటరాజు శివకామి ఉత్సవానికి పవళింప సేవకు ఇచ్చిన విరాళాల గురించి శిలాశాసనాల్లో పేర్కొనబడింది ముమ్మడి పోడ పేరంబలం అనే ప్రదేశంలో ఆలయ సమితి సభ్యులు కలిసి సభ నిర్వహించుకునేవారు అనే విషయం కూడా శాసనంలో తెలియబడుతుంది ఉత్సవమూర్తులను విరాళంగా ఇవ్వబడినట్లుగా కూడా శాసనాల్లో ఉంది బానిసత్వం గురించి శాసనాలలో ఆలయానికి దాసులుగా వ్యక్తుల విక్రయం గురించిన ప్రస్తావన కూడా పేర్కొనబడింది చతుర్వేది మంగళమునకు చెందిన సోమన్ అనే వ్యక్తి ఆలయానికి ఆరుగురు వ్యక్తులను బానిసలుగా పదమూడు కాసులకు విక్రయించినట్లుగా పేర్కొనబడింది మరొక శాసనంలో తంబిరాన్ చోళన్ అనే వ్యక్తి ఎనిమిది మంది వ్యక్తులను ఆలయానికి విక్రయించినట్లుగా పేర్కొనబడింది దీని ద్వారా ఆ కాలంలో ప్రబలంగా ఉన్న బానిసత్వం గురించి తెలుస్తుంది పదకొండు వందల ఇరవై ఒకటవ శతాబ్దంలో రెండవ రాజాదిరాజు అయిన విక్రమచోళుని శిలాశాసనం ఈ క్షేత్రంలో ఉంది ఏడవ శతాబ్దానికి చెందిన అప్పర్ దేవారంలో ఈశ్వరుడు వీణ వాయిస్తూ భిక్షాటన చేస్తున్నట్టుగా చెప్పిన సందర్భాన్ని ఆ తరువాత పన్నెండు పదమూడవ శతాబ్దంలో చోళున పాలనలో అప్పరిచ్చిన వివరణకు లోహపు భిక్షాటనామూర్తి కళారూపాన్ని చేయించారు ఇప్పటికీ ఆలయంలో ఇంతటి విశేషమైన మూర్తిని భక్తులు దర్శించుకోవచ్చు ఈ ఆలయ విశేషం ఏంటంటే ఈ ఆలయం మొత్తం రెండెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ ఆలయం అరవై ముగ్గురు నాయనాట్లలో ఒకరైన కోచంగట్ చోళుడు నిర్మించిన డెబ్బై మాడాలయాలలో ఇది ఒకటి మాడాలయం అని ఎందుకంటారంటే ఏనుగు ప్రవేశించకుండా ఎత్తుగా చిన్న మెట్లతో నిర్మించిన ఆలయాన్ని మాడాలయం అని అంటారు ఈ ఆలయానికి రాజగోపురం లేదు ఆలయ ప్రధాన ద్వారం పైన వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు కొలువు తీరి ఇరువైపులా వినాయకుడు దేవేరులతో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు పుష్కరినికి ఎదురుగా ఉన్న వల్లభ వినాయకుడు భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని లిపిశాస్త్ర వివరాలు ఇక్కడ ఉన్నాయి తిరువలంజూలి దగ్గర కావేరిలో ప్రవేశించిన ఏరండముని ఈ క్షేత్రంలో బయటకు వచ్చారు ఈ సంఘటనకి గుర్తుగా ఇప్పటికీ ఈ ఆలయం రాజగోపురం ఎదురుగా ఏరండముని పూజించిన శివలింగం ఏరండమునిని రాజు ప్రార్థిస్తున్నట్లుగా ఉన్న శిల్పము ఉన్నాయి గర్భాలయంలోని మూలమూర్తి పృథ్వీలింగం శివలింగానికి పై భాగంలో రంధ్రం ఉంటుంది అందువల్ల ఎప్పుడూ కవచంతో కప్పబడి ఉంటుంది అమ్మ పార్వతీదేవి వడు వగిర్కన్య అనే పేరుతో ఈ క్షేత్రంలో భక్తులను అనుగ్రహిస్తుంది ఈ క్షేత్రానికి మగతాడి చెట్టు స్థలవృక్షంగా ఉంది బ్రహ్మ లక్ష్మి శివగంగ తీర్థములతో ఈ ఆలయం విరాజిల్లుతుంది ఆలయంలో వినాయకుడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు తమ పదికాలతో ఈశ్వరుని కీర్తించిన జ్ఞాన సంబంధర్ అప్పర్ సుందరునికి ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి విశ్వనాథుడు రామనాథుడు గజలక్ష్మి సన్నిధులు అంతేకాకుండా ఈ క్షేత్రంలో బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకున్న మహారాజు మహారాణిల విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో సూర్యునికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే ఈశ్వరుడు ప్రతి క్షేత్రంలో భిక్షాటనామూర్తిగా దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో మటికే భిక్షాటనామూర్తి వీణ వాయిస్తున్న భంగిమలో అర్ధనారీశ్వర భిక్షాటనామూర్తిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ క్షేత్రంలో విశేషమైన అనుగ్రహం ఏంటంటే సంతానం కోరేవారు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు స్త్రీ సంబంధిత దోషాలు ఉన్నవారు ఈ ఆలయంలో విముక్తి కొరకు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు కోర్కెలు తీరిన భక్తులు ఆలయంలోని గంటను మ్రోగించి బేద సాధువులకు అన్న సంతర్పణ చేస్తారు పూర్వజన్మలో స్త్రీ శాపం కారణంగా ఈ జన్మలో నిరాదరణ పొంది పెద్దల క్రమశిక్షణ కరువై ఇరవై సంవత్సరాలు వయసులోపే జీవితాలను పోగొట్టుకునేవారు ఉన్నారు వారు దోష నివారణకు ఈ ఆలయాన్ని ఇరవై నాలుగు సార్లు దర్శించుకుంటారు ఈ క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు అడ్రస్ తెలుసుకోవటానికి మాకు చాలా కష్టమైంది గ్రామీణ వాతావరణంలో కొలువుదీరి ఉన్న ఆలయానికి చేరుకునేసరికి ఆలయం మూసివేసి ఉంది అక్కడ ఉన్నవారిని అడగ్గా సెక్యూరిటీ వారి వద్ద తాళాలు ఉంటాయని చెప్పారు వారు ఆలయాన్ని తెరిచి ఎంతో ప్రేమగా ఆదరించారు ఏ క్షేత్రంలోనైనా పరమేశ్వరుని అనుగ్రహంతో పాటుగా అక్కడ ఉన్నవారి ఆదరణ మర్చిపోలేనిది ఈ ఆలయంలో ఉండిపోవాలనిపించి వారిని అడగగానే ఆలయ ప్రాంగణంలో ఉండమని చెప్పారు ఆ రాత్రి పరమేశ్వరుడి వైభవాన్ని తలుచుకుంటూ ఆ ప్రాంగణంలోనే వంట చేసుకుని రాత్రి అక్కడే ఉండిపోయాము కొన్నిసార్లు పరమేశ్వరుడు అనుగ్రహ వైభవాన్ని బయటికి చెప్పేది కాదు ఎవరికి వారు అనుభూతి చెందవలసిందే ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రంలోని పరమేశ్వరుని కరుణ్ణి తలుచుకుంటూ ఉంటే ఆ భక్తులకే కాకుండా మనకు కూడా అనుభూతిని ఈశ్వరుడు ప్రసాదిస్తారు క్షేత్రానికి ఎలా వెళ్ళాలంటే మైలారుతురై నుండి వెళ్ళు దారిలో పూంబుహార్ అనే ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో షీర్గాలి నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది నవగ్రహ ఆలయాలలో ఒకటైన కేతు క్షేత్రం ఇక్కడికి సమీపంలో కీల పెరుంపల్లం అనే ఊర్లో ఉంది ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించి వలంపురినాథుని అమ్మ పార్వతీదేవి వడు వగిర్కన్ని అనుగ్రహాన్ని భక్తులందరూ పొందాలని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం సుందరేశాయ నమ సన్నిధి శివాలయ